Hi friends welcome back to Karthik గైకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి so one more exploration video so ఈరోజు మేము ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే ద షూటింగ్ స్పాట్ సో ఇది మా దగ్గరలో ఉన్న కొల్తూర్ విలేజ్ ఎంట్రన్స్లో ఉంది ఈ షూటింగ్ స్పాట్ సో మ్యాక్సిమం ఇక్కడ చాలా మందికి తెలుసు కానీ ఇంత మంచిగా ఉంటుందని ఇప్పటికి వచ్చినాకనే తెలిసింది సో లోపల క్రేజీ లొకేషన్స్ అవుతున్నాయి సో మామూలుగా మనం ఫోటోషూట్లకి వెడ్డింగ్ షూట్లకి బయటికి వెళ్తాం కదా ప్రీ వెడ్డింగ్ షూట్లకి సో ప్రీ వెడ్డింగ్ షూట్లు ఆల్రెడీ అలా జరుగుతూనే ఉన్నాయి సో ఇలా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చేసిరు ఫోటో షూట్లు చేసిరు చిన్నపిల్లలకు సంబంధించిన బర్త్డే షూట్లు కూడా చేసిరు ఇందులో సో క్రేజీ ఉందన్నమాట లోపల సో అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో లోపలికి వెళ్ళినాక చూద్దాం ఏమేమి క్రేజీ లొకేషన్స్ ఉన్నాయో సెటిల్ అయిపోయినాం అనుకుంటారా సో ఈ సగం లొకేషన్ చూస్తేనే కడుపు నిండిపోయింది అంటే ఇంకా మొత్తం చూస్తే కనుల ఆనందమే ఉంది ఇక్కడ ఎందుకంటే మాలాంటి క్రియేటర్స్కి ఇలాంటి లొకేషన్లు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది సో ఎప్పుడెప్పుడు ఫోటోలు దిగాలి ఎప్పుడెప్పుడు ఈ వీడియో అయిపోతుంది నెక్స్ట్ ఎప్పుడు మేము ఫోటోలు దిగాలనిపిస్తుంది సో నెక్స్ట్ లొకేషన్ చూడండి listen from up above. You know you make my world light up. When I was down, when I was hurt, you came to lift me up. Life is a dream and love's a drug. Oh, now I think I must be mine. So location crazy ఉంది కదా ఇది చూడంగానే మీకు ఉప్పెన సినిమానే గుర్తుకు రావచ్చు ఎవరెవరికి బోట్ చూడగానే ఉప్పెన సినిమా గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి ఎక్కువ బొమ్మ అటు పార్టీ ఇట్లా మస్తు మస్తు రీల్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ చాలా లొకేషన్లో ఉన్నాయి షూటింగ్కి అయితే మాలాంటి రీల్స్ తీసుకోవాలకైనా ఫోటో షూట్లకైనా లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే క్రేజీ ఎయిర్ క్యాంప్ కూడా ఉందంట ఇక్కడ ఇక్కడ కనబడుతున్న లైటింగ్ నైట్ చాలా బాగా కనబడుతుంది ఒకవేళ నైట్ కూడా మేము వస్తే అది కూడా తీసి చూపెడతాము సో ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ ఫైర్ క్యాంప్ చేస్తారనమాట సో మంచిగా ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ షూట్ల లాంటికి ఫైర్ క్యాంప్ నీడ్ ఉంటుంది కదా సో ఫైర్ షూటింగ్ తీసుకోవాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు మంచిగా ఫైర్ క్యాంప్ పెట్టి ఫ్రెండ్స్ నేను ఎడ్ల బండి ఎక్కుతానని అస్సలు అనుకోలేదు కానీ ఇక్కడికి లొకేషన్కి వచ్చినాక తెలిసింది ఎడ్ల బండి కూడా ఎక్కొచ్చని సో మనకు ఎడ్ల బండి లొకేషన్ కూడా ఉందన్నమాట బోట్ ఎక్కిన జీప్ ఎక్కిన ఇప్పుడు ఎడ్ల బండి కూడా ఎక్కుతున్నా నెక్స్ట్ టైం ఎక్కుతాను ఇక అంత మంచి లొకేషన్లు ఉన్నాయన్నమాట oh, must be mine. I used up when I was up. So ఇంత మంచి లొకేషన్లోకి వచ్చినాక డ్రెస్సులు చేంజ్ చేసుకోకుండా ఒకటే డ్రెస్ మీద దిగాం కదా సో అందుకనే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది మంచిగా సో సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ సో ఒక్కరోజు సెవెన్ షూట్స్ చేసుకోవచ్చు అంట దీంట్లో సో క్రేజీగా ఉంది డ్రెస్సింగ్ రూమ్ కూడా సో డ్రెస్సింగ్ రూమ్ అంటేనే మనకు కావాల్సింది అద్దం కాబట్టి సో మంచిగా అద్దము ఒక బెడ్ ఫ్యాను ఇట్లా కూర్చొని నీట్గా మంచిగా డ్రెస్సింగ్ చేసాం ఒక చైరు ఆడ రిలాక్స్ అయితే ఇంకొక చైరు సో మంచి ఫెసిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసారు డ్రెస్సింగ్ రూమ్లో కూడా సో ఇది క్యాంటీన్ అనమాట సో ఈ క్యాంటీన్లో ఫుడ్ ఐటమ్స్ ప్యాకేజ్లోనే ఉంటాయి లేదంటే నార్మల్గా వచ్చి తినాలన్నా తినొచ్చు సో ప్యాకేజ్లో కూడా ఒకసారి ముందు ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడే అన్న వాళ్ళని అడగాలి ఎట్లున్న ప్యాకేజ్ దాంట్లో కూల్ డ్రింక్స్తో సహా వెల్కమ్ డ్రింక్స్తో సహా ఇస్తారనమాట ఇందులో సో అవి కూడా ఉన్నది మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం డేలో లొకేషన్స్ చూసాం కదా ఇప్పుడు నైట్లో లొకేషన్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ గాయస్ చూసారుగా లొకేషన్స్ క్రేజీగా ఉన్నాయి అబ్బా నాకైతే నచ్చింది ఎందుకు నచ్చింది అంటే ఇండోర్ లొకేషన్స్ ఉన్నాయి అవుట్డోర్ లొకేషన్స్ ఉన్నాయి లైటింగ్తో లొకేషన్స్ ఉన్నాయి ఇన్ని లొకేషన్స్ చూసినాక నాలాంటి రీల్స్ నువ్వు ఇన్ని లొకేషన్స్ చూసినాక అసలు ఈ నుంచి ఓబుద్ది అవుతుంది అసలు ఓబుద్ది అయితే లేదు కానీ డ్రెస్సెస్ ఎక్కువ తెచ్చుకోలేం కాబట్టి నెక్స్ట్ టైం వస్తాము వన్ డే అవుతుండొచ్చు ఇవన్నీ లొకేషన్లు కవర్ చేసానికి అన్ని మనం లొకేషన్లు ఉన్నాయి ఇలా సో మ్యాక్సిమం మళ్ళీ ఇంకోసారి అన్ని డ్రెస్సెస్ తీసుకొని మళ్ళీ వస్తాం అంత మంచిగా ఉంది లొకేషన్స్ మేము ఎక్కడెక్కడికో పోతాం లొకేషన్స్ లేక మాకు తెలియదు ఇంత దగ్గరలో ఉందని లొకేషన్ సో మీరందరూ దేని గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారో నాకు కూడా తెలుసు సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కాస్ట్ ఎంతనో అవన్నీ మన ఆకాష్ బాయ్ చెప్తాడు so watch so hi friends అందరికీ నేనేంటి లైబ్రరీలో ఉన్నాను అనుకుంటున్నారా లైబ్రరీ అంటేనే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఇంతగా ఎదురు చూస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇస్తాను అనమాట డోంట్ వరీ దీని పేరు వచ్చేసి the shooting spot shooting spot అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే లొకేషన్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇది ఎక్కడుందా అని అనుకుంటే నియర్ జైన్గూడ విలేజ్ కొల్తూరుకు వెళ్ళే దారిలో ఉందన్నమాట దీని ఓపెనింగ్ క్లోజింగ్ టైం వచ్చేసి మనకి morning six AM to night eight PM అనమాట సో మనకి షూట్స్ అనేవి సపరేట్ సపరేట్ ఎలా ఉంటాయో ప్రైజెస్ కూడా అలానే సపరేట్ సపరేట్ ఉన్నాయన్నమాట దీని ఫస్ట్ వచ్చేసి మనకి బేబీ షూట్ మెటర్నిటీ రెండు ప్రైజెస్ సేమ్ అనమాట బేబీ షూట్ మెటర్నిటీ షూట్ మనకి ఫోర్ అవర్స్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సిక్స్ అవర్స్ వచ్చేసి టెన్ థౌసండ్ అనమాట విత్ అలౌడ్ ఫుడ్ ఫుడ్ కూడా ఇళ్ళనే ప్యాకేజీలోనే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతగా ఇది కామన్ అనమాట ఎందుకు అని అంటే pre wedding shoots pre wedding shoot అనేది మనకి సిక్స్ అవర్స్కి థర్టీన్ థౌసండ్ అనమాట ఎయిట్ అవర్స్కి ఎయిటీన్ థౌసండ్ అనమాట విత్ అలౌడ్ ఫుడ్ ఫుడ్ కూడా ఇళ్ళనే ఉంటుంది అనమాట సో మనకి ఇంతగా ఉంది మనకి రీల్స్కి రీల్ స్టార్స్కి ఇట్లా రీల్ స్టార్స్ కూడా నో ప్రాబ్లం ఫోటోషూట్కి కూడా నో ప్రాబ్లం అనమాట మన లాంటి వాళ్ళకి మామూలుగా మనకి వన్ అవర్ వచ్చేసి two two thousand five hundred అనమాట మనకి వన్ అవర్ సరిపోకపోతే మళ్ళీ ఇంకో మనీ పే చేసి ఇంకో వన్ అవర్ తీసుకోవచ్చు ఇలా మాత్రం ఫుడ్ మాత్రం ఉండదు అనమాట ఓన్లీ ఫోటోషూట్ అంతే సో గాయస్ చూసాగా మన ఆకాశ్ భయ్య దీని కాస్ట్ దీని టైమింగ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఒకవేళ అర్థం కాకుంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతా ఇన్స్టాగ్రామ్ లింక్ ఫేస్బుక్ లింక్ మరియు మెయిన్ ఫేన్ ఫోన్ నెంబరే పెడతా సో ఫోన్ చేసి కనుక్కోవచ్చు దీని టైమింగ్స్ దీని కాస్ట్ దీన్ని బుకింగ్స్ ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా దీన్ని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే వీళ్ళ సపరేట్ ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లింక్ కింద ఇస్తా సో ఆ వెబ్సైట్ లింక్లో వెళ్ళినాక దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఏ షూట్కి ఎంత ప్రైస్ పడుతుంది ఎన్ని అవర్స్కి ఎంత కాస్ట్ ప్రతిదీ ఆ వెబ్సైట్లో ఉంది మేము చెప్పడం కన్నా మీరు చూసుడు ఇంకా క్రేజీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆ ఫ్యూచర్ నాకు చాలా నచ్చింది సో మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కాబట్టి దీని లొకేషన్ కూడా తెలుసు కదా సో లొకేషన్ లింక్ కూడా పిన్ చేస్తా సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం మేము మీకు ఇచ్చినామని అనుకుంటున్నాము so and moreover specially ఒక మెన్షన్ ఏంటంటే మీకు ఏసీ డ్రెస్సింగ్ రూమ్ది ఒకటి చూపెట్టాను కదా డ్రెస్సింగ్ రూమ్లో మీకు ఏసీ కావాలంటే త్రీ థౌజండ్ ఎక్స్ట్రా అనమాట సో అది కూడా చూసుకోండి ఆ వెబ్సైట్లో అన్నీ ఉంటాయండి మేము చెప్పుడు కానీ ఇంకా ఆ వెబ్సైట్ చూస్తే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్డేట్ కూడా ఉంటుంది ఆ వెబ్సైట్ ఎప్పటికీ సో గైస్ చూసారు కదా సో మ్యాక్సిమం మేము అన్ని లొకేషన్లు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని అనుకుంటున్నాము ఏదైనా మిస్ అయితే సారీ సో మిస్ అయితే మాత్రం వాళ్ళ వెబ్సైట్లో చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో మీరు చూసి లొకేషన్ చాలా నాకైతే నచ్చినాయి నీకెట్లుందిరా నాకు కూడా చాలా నచ్చినాయి నేనైతే ఇంకోసారి వస్తా రీల్స్ తీయడానికి డిఫరెంట్ డిఫరెంట్ బట్టలు వేసుకొని ఒకరోజు మంచిగా మొత్తం ఫోటోషూట్ తెలుసు కదా ఫోటోషూట్కి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే వన్ అవర్ ఈజీగా మంచిగా తీసుకోవచ్చు రీల్స్ ఫోటోషూట్స్ సో నాకైతే నచ్చింది లొకేషన్ స్పాట్ సో లొకేషన్ చూడగానే ఇక్కడికి ఓబుద్ది లేదు సో ఇంకా ఈ లైట్లకైతే ఇంకా మరీ ఓబుద్ది అవుతలేదు సో మేమైతే ఇక వెళ్ళాలి కాబట్టి ఇక మీ గురించి వచ్చినాం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మ్యాక్సిమం దీని గురించి చాలామందికి ఐడియా లేదు ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కాబట్టి మీకు తెలుస్తుంది సో తెలుసుకొని మీరు ఇంకా దీంట్లోకి వస్తారని ఒకవేళ తెలియని వారికి ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మర్చిపోకండి ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్